తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఐజీ కమల్ హాసన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం పోలీస్ స్టేషన్ ను బుధవారం IG Kamal Haasan Reddy Thimmajipet police station ను తనిఖీ చేయడానికి రావడం జరిగింది ఐజీ కమల్ హాసన్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం చేశారు తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణను లాకప్ గదులను వివిధ రికార్డులను పరిశీలించారు పోలీస్ స్టేషన్ ఆవరణలో పూల మొక్కలను ఐజీ కమల్ హాసన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్ ఇద్దరు కలిసి పూల మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ కమల్ హాసన్ రెడ్డి మాట్లాడుతూ తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పచ్చని చెట్లతో వాతావరణం బాగుందన్నారు తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శంషుద్దీన్ని పోలీస్ సిబ్బందిని అభినందించారు అతి తక్కువ కెమెరాలు తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నాయన్నారు ప్రతి గ్రామంలో గ్రామ రక్షణ కొరకు మహిళ రక్షణ కొరకు నాలుగు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయని అన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యంగా ట్రంక్ అండ్ డ్రైవ్ మీద శ్రద్ధ పెట్టాలని ఐజీ తెలిపారు పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ బాగున్నది శంసుద్దీన్ ఎస్ఐ గారు రీసెంట్ వచ్చినారు మనది వెరీ గుడ్ ఆఫీసర్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు అండ్ పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్ కూడా చాలా నీట్గా గ్రీనరీ బాగా డెవలప్ చేయడం జరిగింది ఎవరు పీరియడ్ అవుతాయి ఆహ్లాదకరంగా ఉన్నది స్టాఫ్ అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు ఒక త్రీ వేకెన్సీస్ ఉన్నాయి వేకేసీస్ రిక్రూట్మెంట్లో తొందరలో త్వరలో జరగబెట్టిన రిక్రూట్మెంట్లో వేకెన్సీస్ అన్ని కూడా ఫిల్అప్ చేస్తాం ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఈ సమస్యాత్మకమైనటువంటి గ్రామాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ బాగానే ఉన్నారు మేము గతంలో నేరాలు తరచుగా నేరాలు చేసేటువంటి వారు ప్రాపర్టీ అఫెండర్స్ మూడు తండాల్లో చాలా ఎక్కువగా కేంద్రీకరించి కేంద్రీకరించి ఉన్నది గుంతకాండ కందునాయకండ బండమీకండ ఈ మూడు తండాల పరిధిలో ఎంఓ కిన్నర్స్ అంటే ఈ నేరాలు చేసినటువంటి వారు ఇళ్ళలు దొంగలు చేసేవారు చేసి చేసిన వారు రాబడి చేసిన వారు దాదాపుగా అరవై మంది వరకు ఉన్నారు అందులో కొంతమంది యాక్టివ్ ఉన్నారు కొంతమంది ఇన్యాక్టివ్ ఉన్నారు కొంతమంది బతులు వేరే పట్టణాలకు వెళ్ళారు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతున్నది అంటే చాలా సందర్భాలు ఏం చేస్తారంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా చేయరు ఇంకెక్కడో దూరం ప్లేస్లో చేస్తే అనానిమిటీ అని ఉంటుంది కాబట్టి గుర్తుపడ్డాం కాబట్టి అటువంటి చేసే అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిఘాని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను దీన్ని నిఘాని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం దీన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో థర్టీ ఎయిట్ కమ్యూనిటీ కెమెరాస్ ఉన్నాయి కమ్యూనిటీ సీసీ కెమెరాస్ పన్నెండు నేను సైతం కెమెరాలు అతి తక్కువ కెమెరాలు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇది ఎస్ఐ గారికి అడ్వైజ్ చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా కనీసం నాలుగు నాలుగు కంటే తక్కువ లేకుండా కెమెరాలు ఏర్పాటు చేయించడానికి కృషి చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఒక ఆరు నెలల టైం పెట్టుకుంటున్నాం ఈ ఆరు నెలల పీరియడ్లో అన్ని గ్రామాల్లో కెమెరాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ గతంలో హిమాజీపేట అంటే చాలా బ్యాక్వర్డ్ ఉండేది ఇప్పుడు జనాలు వచ్చినాయి ఇరిగేషన్ బాగా ఎక్కువైంది అయింది ల్యాండ్ వ్యాల్యూ కూడా బాగా అయింది అరవై కంటే తక్కువ ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి అందరూ కూడా అఫోర్డబిలిటీ ప్రజలు కూడా పెట్టడానికి స్తోమత ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పెట్టేటువంటి కెమెరాలు మీ రక్షణ కోసమే అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా లైక్ ప్రాపర్టీ ఏమైనా జరిగినా ఒక యాక్సిడెంట్ జరిగినా ఇంకేదైనా సంఘటన జరిగినా కెమెరాల ద్వారా మనకు మ్యాక్సిమం కేసులు కెమెరాల ద్వారానే డిటెక్షన్ డిటెక్షన్ అవుతుంది కాబట్టి తిమ్మాజిపేట గ్రామ తిమ్మాజిపేట మండల పరిధిలోని ప్రజలందరికీ పర్టికులర్ నాగర్కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా గ్రామ రక్షణ కోసం గ్రామంలో ఉన్నటువంటి మహిళల రక్షణ కోసం తక్కువకు తక్కువ మినిమం ఒక నాలుగు కెమెరాలు పెట్టించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దాన్ని ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సీరియస్ క్రైమ్ లేదు అంతా సింపుల్ క్రైమ్ ఉన్నది మర్డర్ కానీ జగాటీలు కానీ రాబరీలు కానీ ఇటువంటివి లేవు కాకపోతే రోడ్ యాక్సిడెంట్లు బాగా పెరిగిపోయినాయి గత సంవత్సరంతో పోలిస్తే ఫీటల్ రోడ్ అంటే మనుషులు చేయబడినటువంటి యాక్సిడెంట్లు పదిహేను నాలుగు నాన్ ఫీటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయ్యాయి ఈ రోడ్ యాక్సిడెంట్ల నివారణ కూడా మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా లైక్ ప్రాపర్టీ ఏమైనా జరిగినా ఒక యాక్సిడెంట్ జరిగినా ఇంకేదైనా సంఘటన జరిగినా కెమెరాల ద్వారా మనకు మ్యాక్సిమం కేసులు కెమెరాల ద్వారానే డిటెక్షన్ డిటెక్షన్ అవుతుంది కాబట్టి తిమ్మాజిపేట గ్రామ తిమ్మాజిపేట మండల పరిధిలోని ప్రజలకు పర్టికులర్ నాగర్ జిల్లా ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా గ్రామ రక్షణ కోసం గ్రామంలో ఉన్నటువంటి మహిళల రక్షణ కోసం తక్కువకు తక్కువ మినిమం ఒక నాలుగు కెమెరాలు పెట్టించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దాన్ని ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సీరియస్ క్రైమ్ లేదు అంతా సింపుల్ క్రైమ్ ఉన్నది మర్డర్ కానీ జగాటీలు కానీ రాబరీలు కానీ ఇటువంటివి లేవు కాకపోతే రోడ్ యాక్సిడెంట్లు బాగా పెరిగిపోయినాయి గత సంవత్సరంతో చూస్తే ఫేటల్ రోడ్ అంటే మనుషులు చేయబడినటువంటి యాక్సిడెంట్లు పదిహేను నాలుగు నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి ఈ రోడ్ యాక్సిడెంట్ల నివారణ కూడా మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద బాగా ఫోకస్ చేయాలని చెప్పి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ అయ్యేది మూడు ప్రధాన కారణాలు over speeding rash and negligent driving drinking driving వంద యాక్సిడెంట్లు అయితే అందులో seventy accidents over speeding over speeding కానీ ర్యాష్ డ్రైవింగ్తో అయితే ఒక ten to fifteen accidents drunk and డ్రైవింగ్తో అయితే ఓవర్ స్పీడింగ్ గురించి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం స్పీడ్ స్పీడ్ లేదా గన్స్ వచ్చినాయి అందరికీ హైవేల మీద కానీ ఎక్కువ యాక్సిడెంట్ జరిగేటువంటి బ్లాక్ స్పాట్స్ కానీ ఈ లేజర్ గన్స్ ఉపయోగించి స్పీడ్ను కొద్దిగా రెగ్యులేట్ చేస్తే యాక్సిడెంట్ తగ్గుతాయి దాని మూడో అతి ప్రధానమైనటువంటి కారణం డ్రంక్ డ్రైవింగ్ దాన్ని కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నది ఈ సంవత్సరం గత సంవత్సరం కంపేర్ చేస్తే లాస్ట్ త్రీ మంత్స్లో drunk drunk and driving enforcement బాగా పెరగడం జరిగింది పెంచడం జరిగింది కేసులు ఇక్కడ ఈ మండలంలో పెద్దగా పేకాట అంతగా లేదు శాండ్ థ్రెట్ తర్వాత పీడిఎస్ బ్యాచ్ ఎక్కువ ర్యాంక్ పెట్టున్నట్టు ఉన్నట్టు తెలుస్తుంది దాన్ని కూడా ప్రత్యేకంగా నిలబడతారు గుర్తుగా ఒకటి ఓవరాల్గా పోలీస్ స్టేషన్ పంపిణీ చాలా బాగుంది ఎస్ఐ గారు ఉత్సాహంతో ఉన్నారు స్టాఫ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే వారిని గైడ్ చేయడానికి సీఏ గారు తర్వాత డిఎస్పీ గారు రెగ్యులర్గా వస్తున్నారు విజిట్ చేస్తున్నారు ఎస్పీ గారు ఓవరాల్గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు ఓవరాల్ ఫంక్షన్కి బయటపడుతుంది సో ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడిన మూలాలు ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఏమన్నా దానిపైన నిఘా పెట్టండి ఇక్కడ ఉన్నారు బాలికల్లో ఇద్దరు దొరికాము డ్రగ్స్ హైదరాబాద్లో పట్టుబడ్డాయి ఏ టైప్ డ్రగ్స్ గాంజానా ఫార్మసీ అక్కడ ఏరియా లోకల్ ఇక్కడ కానీ అఫెన్స్ అయితే అయింది ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు కదా అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు ఇక్కడ ఉంటే ఉంటుంది ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఎక్కడ వారు పట్టుకున్నా అని దాని మూలాల వరకు పోతాం మూలాల వరకు పోయి ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాళ్ళు తిమ్మాయిపేట మండలం సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో పట్టుబడితే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నది సోర్స్ ఆఫ్ సప్లై డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరికి అమ్ముతున్నారు ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చాలా తరువుగా ఎంక్వైరీ చేస్తారు ఒకవేళ అంతే ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ యాక్షన్ తీసుకునే వాళ్ళు